హలో ఫ్రెండ్స్ నేను లతీఫ్ సల్మాన్ మీరు చూస్తున్నారు ఎల్ఎస్ మూవీ ఫ్రెండ్స్ ఎలా మనం యూట్యూబ్ గురించి పేరు ఎట్లా పడిందో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్ యూ అంటే యువర్ సెల్ఫ్ ట్యూబ్ అంటే where you broadcast yourself ఎవరికి వాళ్ళు తమ ప్ర ప్రతిభను ప్రదర్శించుకునే సమర్థవంతం వేదిక వేదిక ఇది వేదిక నిలవాలని భావిస్తూ దీని వ్యవస్థాపకులు Chad Hurley, Steve Chen, Jawed Karim దీనిని నెలకొల్పారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి ఛానల్లో మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి subscribe now to receive new updates reviews and